జయలోకుశ విడుదలకు కౌంటం స్టార్ట్ అయింది అతి భారీ విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలింది జయలోకుశాని థియేటర్స్ కి తీసుకురావడానికి ముందు నుండి చెప్తున్నట్లుగా ఈ సినిమా భారీ రిలీజ్ వైపు దూసుకుపోతుంది ఇదిగో చూడండి ఒక హైదరాబాద్ నగరంలోనే ఇంతవరకు కన్ఫర్మ్ అయిన థియేటర్ల సంఖ్య నూట పదిహేడుగా ఉంది ఇది మరింత పెరిగి మొత్తం తొంభై శాతం థియేటర్లను ఆక్రమించనుంది ఇదిగో ఇక్కడ కూడా చూడండి తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఇంతవరకు రెండు వందల ఎనభై థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఈ సంఖ్య కూడా ఇంకా పెరగనుంది ఇక్కడ కూడా తొంభై శాతం థియేటర్స్ లలో ఈ సినిమా మాత్రమే ప్రదర్శించబోతుంది అంటే ఇరవై ఒకటవ తేదీ సినిమాకి వెళ్లాలని ఎవరైనా ఫిక్స్ అయితే అది జయలోకుశానే అయి ఉండాలన్నమాట ఇలా ఆరు రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అంతటా జయలోకుశ ప్రపంచం వేయి ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టూ చిత్రం ఎన్ని థియేటర్స్ లలో రిలీజ్ అయిందో అన్ని థియేటర్స్ లలో జయలోకుశ ఆక్రమ ఆక్రమించబోతుంది ఇది జూనియర్ ఎన్టీఆర్ సాధించబోయే అరుదైన రిక్క సినిమా ఏమాత్రం బాగుందన్న టాక్ వచ్చిందో రికార్డులు మొత్తం మామూలుగా ఉండదు అనడానికి ఈ థియేటర్స్ లిస్టే సాక్ష్యం సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ ఎత్తుగా పైకి వస్తున్నాయి దానికి తగ్గట్లుగానే జయలోకుశ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది అందుకే ఆఫ్టర్ బాహుబలి జయలోకుశాదే అని చెప్పుకుంటున్నారు సినిమా మేధావులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు జైలు కుసే సినిమా ఏ రేంజ్ సినిమా అవుతుందో తెలియాలి అంటే మనం ఎదురు చూడాలి అది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని సినిమా ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి